ఓకే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫిఫ్త్ పార్ట్ ఎనాలజీ ఈ ఎనాలజీలో analogy means similarity one figure to another figure ఏ విధంగా అయితే డ్రా చేయబడుతుందో ఓకే ఈ ఫిగర్ నుంచి కూడా నెక్స్ట్ ఫిగర్ అలాగే ఉండాలి సో ఈ ఆప్షన్ నుంచి మనం చూజ్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ సెవెంటీన్త్ ప్రాబ్లం చూద్దాం ఈ పార్ట్ వచ్చేసి క్వశ్చన్ ఫిగర్స్ రైట్ సైడ్ వచ్చేసి ఆన్సర్ ఫిగర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ రిలేషన్ అయితే ఉంటుందో అదే రిలేషన్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది బట్ లాజిక్ మిస్ అయితే మాత్రం దీంట్లో నుంచి మనకు ఇక్కడ దీంట్లో నుంచి కూడా వన్ మార్క్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మనం సిరీస్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫోర్లో త్రీ ఈజీగా ఉన్నాయి ఒకటి మాత్రం హార్డ్గా ఉంది అక్కడ టైం టేకింగ్ అని చెప్పాము ఇక్కడ కూడా కొంచెం ఆలోచిస్తూ చేయవలసి ఉంటుంది ఎందుకంటే సేమ్ ఆన్సర్ అనిపిస్తాయి అన్నీ కూడా లాజిక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటీ స్క్వేర్ షేప్ నుంచి ఇక్కడ టూ క్రాస్ లైన్స్ వచ్చాయి అంటే ప్రతి ని టచ్ చేసుకుంటూ వచ్చింది లైన్ ఇక్కడ సో ఇప్పుడు దీన్ని కూడా ప్రతి కార్నర్ టచ్ చేస్తూ లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకున్నాం అనుకోండి దీని నుంచి ఈ ఫిగర్లో ప్రతి కార్నర్ నుంచి లైన్స్ డ్రా అయ్యాయి డ్రా చేయబడ డ్రా చేయబడ్డాయి ఇక్కడ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ డ్రా చేయబడ్డాయి కాబట్టి ఇది రైట్ ఆన్సర్ కాదు ఇక్కడ కూడా ఈ పొజిషన్ నుంచి ఇక్కడ డ్రా చేసి లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేయబడలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎటు కూడా ఇది ఎంటీగా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సింపుల్గా ప్రతి కార్నర్ నుంచి లైన్ డ్రా చేయబడి ఉండాలి so A is the right answer next ఇక్కడ హాఫ్ సర్కిల్ అనేది ఇన్వర్ట్ అయింది అంటే మీరు వాటర్ ఇమేజ్ లాగా చేంజ్ అయింది కాబట్టి only first top most design ఉంది ఇది ఇన్వర్ట్ అయింది కదా ఈ పొజిషన్ నుంచి ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్కి ఈ టూ సర్కిల్స్ బాటంలో ఉన్న ఈ పెద్ద సర్కిల్ కూడా చేంజ్ కాలేదు ఈ పైన ఒక హాఫ్ సర్కిల్ మాత్రమే ఇన్వర్ట్ అయింది సో ఇక్కడ ఇది కూడా రెండు కింద ఉన్న సర్కిల్ పైన రెండు సర్కిల్ సేమ్గా ఉండాలి సో ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ ఉంది ఓకే సో ఇక్కడ ఉంది ఈ పైన ఈ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మాత్రం ఇన్వర్ట్ కావాలి అలా ఏ ఫిగర్లో అయింది సిలో మాత్రమే అయింది కాబట్టి C is the right answer next circle ఉన్నటువంటి పైన ఒక ఆబ్జెక్ట్ ఉంది కింద ఒక ఆబ్జెక్ట్ ఉంది ఈ కింద ఉన్నటువంటి లోయర్ ఆబ్జెక్ట్ అప్పర్ ఆబ్జెక్ట్లో ప్లేస్ అయింది సో ఇక్కడ కింద ఉన్న ఆబ్జెక్ట్ పైన ఏ విధంగా అయితే ఆ ప్లేస్లోకి వెళ్ళిందో ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్లో లో ఉంటూ స్క్వేర్ లోకి ఈ సర్కిల్ వెళ్ళాలి ట్రయాంగిల్లో ఉంటూ స్క్వేర్ షేప్లో సర్కిల్ వెళ్ళింది ఇక్కడ ఇక్కడ సర్కిల్ అవుట్ సైడ్ అయింది సో ఇది ఆన్సర్ కాదు triangle square circle so B is the right answer okay ఇవి రెండు కూడా కాదు నెక్స్ట్ ఇక్కడ ఈ ఇంటూ మార్క్స్ సిక్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ సిక్స్ ఆబ్జెక్ట్స్ ఎలా చేంజ్ అయ్యాయి దానికి సైడ్గా ఉన్నటువంటి వాటిలో ఫిల్ అయ్యాయి సేమ్ ఆబ్జెక్ట్స్ సేమ్ ఫిల్ అయ్యాయి దానికి డయాగోనల్గా ఉన్నటువంటి బాక్స్ ఎంటీగా ఉంది సో ఇక్కడ కూడా ఈ లైనింగ్స్ ఇలాగే ఉంటూ ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ బాక్స్ ఎంటీగా ఉండాలి ఇవి ఫిల్ కావాలి సో దీనికి ఆపోజిట్లో ఎంటీగా ఉంది సో ఇక్కడ ఏం ఫిల్ కాలేదు కాబట్టి ఆన్సర్ కాదు కాకపోతే ఇక్కడ ఇది ఎంటీగా ఇది ఫిల్ కావాలి ఇవి రెండు ఫిల్ కావాలి ఇది ఎంటీగా ఉండాలి సో ఇది ఎంపీగా లేదు ఫిల్ అయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so C is the right answer so ఇది ఒకటి ఒక బాక్స్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు అంటే ఈ ఆబ్జెక్ట్ ఈ బాక్స్ కి ఆపోజిట్ లో ఈ బాక్స్ కి ఆపోజిట్ లో డయాగనల్ గా ఎంపీగా ఉండాలి రిమైనింగ్ టూ బాక్సెస్ అనేది ఫిల్ కావాలి అలా అయినటువంటి ఆప్షన్ ఏది అంటే సి